ఒకసారి ప్రవీణ్ అనే ఒక సహోదరుడు ఉన్నాడంట ఈ సహోదరుడు ఒక దైవజనుడి దగ్గరికి వచ్చి మీరు ఎప్పుడు కూడా బోధించేటప్పుడు పది ఆజ్ఞల్లో ఒకటి తప్పిపోతే అన్ని ఆజ్ఞల్లోనూ తప్పిపోయినట్టే అని చెప్తారు కదా ఏంటి అది అలాగా అన్ని ఆజ్ఞలు తప్పిన వాడికి ఒక్క ఆజ్ఞ తప్పిన వాడికి తేడా ఏంటి అది ఎలాగ సరవుతుంది అని అడిగాడట ఆ దైవజనుడికి ఏం చెప్పాలో అర్థం కాక అటు ఇటు చూసి పైకి చూసినప్పుడు పైన గొలుసులతో వేలాడబడేటువంటి ఒక లైట్ ఉంది షాండ్లియర్ అని అంటారు ఈ షాండ్లియర్ని చూసి ఆ దేవజనుడు ప్రవీణ్తో అన్నాడంట ఒకసారి ఆ లైట్ని చూడు అన్నాడంట చూశాడు ఆ లైటు కొన్ని గొలుసులకు వేలాడబడి ఉంది ఆ గొలుసులను చూడు ఆ గొలుసుల్లో ఉన్నటువంటి ప్రతి లింక్ కూడా ప్రతి లింక్ తెగిపోయినా ఏమవుద్ది అని అడిగాడట ప్రతి లింక్ తెగిపోతే ఏమవుద్ది స్వాభావికంగా లైట్ కింద పడుద్ది దేనికి పనికిరాదు అన్నాడంట సరే బాగానే ఉంది అయితే ఈ లింకులన్నింటిలో కూడా ఒక్క లింక్ తెగిపోతే ఏమవుద్ది అన్నాడట ప్రవీణ్ అన్నాడంట ఒక్క లింక్ తెగిపోయినా సరే లైట్ కింద పడిపోయి నాశనం అయిపోద్ది అన్నాడంట అదే రీతిగా దేవుడిచ్చిండు ఆజ్ఞల్లో ఒకటి తప్పిపోయినా ఆధ్యాత్మిక జీవితం పడిపోయినట్లే అన్నీ తప్పిన ఆధ్యాత్మిక జీవితం పడిపోయినట్లే అని అన్నాడట నిజంగానే మనము దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు దేవుని వాక్యమును దేవుని కట్టడలను దేవుని ఆజ్ఞలను చేతపట్టుకుని మనం జీవిస్తూ ఉన్నప్పుడు అన్నీ పాటిస్తున్నాం కానీ అందులో ఒకటి తప్పిపోయినా అన్నిట్లో తప్పిపోయినట్లే ఒకటి మనం చేయకపోయినా ఒకటి మనం పాటించకపోయినా ఒకదానికి మనం విధేయత చూపకపోయినా మిగతా అన్నిట్లో మనం విధేయత చూపనట్లే పాపము కలిగిన వారంగానే ఉంటామనే వాక్యం మనకు నేర్పిస్తుంది అయితే ఈ ఉదయకాలం నా మాటలు వింటున్న వారులారా ఏ ఒక్క ఆజ్ఞను విడవకుండా ఏ ఒక్క కట్టడను మనం విడవకుండా ఏ ఒక్క హెచ్చరికను మనం మర్చిపోకుండా అన్ని ఆయన ఉపదేశానుసారం జీవిస్తూ ఎక్కడ కూడా ఆధ్యాత్మిక జీవితంలో పడిపోకుండా మనల్ని మనము కాపాడుకుందాం ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక అని ప్రార్థిస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె